పేర్లు రాయించాము మేము ఆ వెహికల్స్ కూడా వాళ్ళందరూ కూడా చెప్పాము వెహికల్ తీసుకొని మీ బూత్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మేమే దగ్గర తీసుకెళ్లి ఓటు వేయించి వాళ్ళ ఇంటికాడ వదిలేస్తామని చెప్పాము వారందరూ కూడా కొంచెం సానుకూలంగా స్పందించారు sir very good very good అంటే మీరు మరి ఎల్లుండి కంపల్సరీగా వాళ్ళందరినీ తీసుకొని పోతారు కదా వాళ్ళందరినీ తీసుకొని ఓట్లు వేయించి మళ్ళీ ఇంటికాడ వదిలేసే బాధ్యత మాది thank you thank you brother thank you so much market market గారు chairman sir Boinapalli good very good Srinivas garu మీ మార్కెట్ కూడా మీకు శుభాకాంక్షలు ఎందుకంటే మీ మార్కెట్ గురించి ప్రధానమంత్రి స్వయంగా మాట్లాడే పరిస్థితి ఇచ్చింది ముబారక్ మీకు thank you sir thank you sir thank you sir vehicles కూడా పేర్లు రాయించాము hmm. మేము ఆ వెహికల్స్ కూడా వాళ్ళందరూ కూడా చెప్పాము వెహికల్ తీసుకొని మీ బూత్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మేమే దగ్గర తీసుకెళ్లి ఓటేపించాము